కాకినాడ పదమూడో డివిజన్ రెవెన్యూ కాలనీలో గల ఐదవ రోడ్లో పది లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐమాక్ లైట్లను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేయర్ సుంకర శివప్రసన్లు ఘనంగా ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పదమూడవ వార్డులో రెవెన్యూ కాలనీలో సుమారు పది లక్షల రూపాయలతో ఐమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దీనిలో భాగంగా పది లక్షల వ్యయంతో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన మధ్యలో వస్తా చూడదు సార్ సార్ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు బాగా కనిపిస్తున్నారు మూర్తి గారు మీ లైట్ లోపల థియేటర్స్ ఆగలేదు Asghar ji okay sir uncle drainage తెచ్చుకోండి బాలాజీ కొంచెం జరగండి ఒకసారి సార్ అన్న అన్న కొంచెం వెనకెట్టనా వెనకెట్టనా అన్న ఒకసారి సార్ వెనకెట్టండి అదే అట్టే పెళ్ళమంటారు ఫోన్ కూడా ఐమాక్స్ లైట్లు సుమారు పది లక్షల రూపాయలతో మంచి లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక మన మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అది కార్పొరేటర్ బాలాజీ గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా అసలు గారు మంత్రి గారు ముఖ్యంగా రెవెన్యూ కాలనీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఎంతో చొరవ తీసుకుని ఈ యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ ప్రపోజల్ అన్ని కౌన్సిల్ ఆమోదం తీసుకుని ఇక్కడ లైట్ వేయడం జరిగింది చాలా సంతోషకరం తప్పకుండా రెవెన్యూ కాలనీ ప్రజలందరికీ కూడా గతంలో కూడా చాలా డెవలప్మెంట్ మేము చేయడం జరిగింది అప్పుడు సీరియల్ చంద్రరావు గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు మరలా ఇప్పుడు మరలా కూడా అన్ని రోడ్లు ఇది జరిగింది ఒక సమస్య చెప్పారు పార్క్ సమస్య కూడా చెప్పారు అది కూడా త్వరలోనే ఆ సమస్య కూడా పరీక్షిస్తాను తెలియజేసుకుంటాను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ పార్కులు అన్ని డంపింగ్ వెహికల్స్ అన్నీ కూడా కట్టడం జరిగింది అప్పుడు ప్రజలందరి కోరిక మేరకు గెలిచిన తర్వాత అవన్నీ కూడా తీయించేసి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది ఏదైనప్పుడు కూడా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో అన్ని మాటలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలియజేస్తున్నాను సరే ఒకసారి వీడియో వాసు వాసు ఇలా చూడు ఓకే వీడియో కవర్ అందరూ కట్ చేయొచ్చు ఆ, ఓకే వాసు ఆ. ఓకే మేడం అందరికీ నమస్కారం ఈరోజు మన రెవెన్యూ కాలనీ హైదరాబాద్లో కార్పొరేటర్ గారు ఐదో కార్పొరేటర్ గారు స్థానిక అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది చాలా సుసూచితంగా మేము భావిస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే గారిని గతంలో ఇక్కడ ప్రజలు లైట్ల కోసం అడగడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పార్కుల గురించి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు దాని గురించి కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సెల్ అయితే కళ్ళ మీద వేస్తున్నారు కొంచెం గట్టిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో డెవలప్ అయింది సార్ మాకు చిన్న ప్రమోషన్ ఇచ్చారు కదా మూడు నెలలోనే ఆ ప్రమోషన్ వల్ల ఆగింది సార్ ఇది అంటే మా పార్టీలో